Música ఇది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుకా Kau సేవకై మలచిన ద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా